Hello students welcome to Achievers Academy Achievers channel త్రీ మీ అందరికీ కూడా స్వాగతం ఈరోజు ఏప్రిల్ నెలకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ సిరీస్ని స్టార్ట్ చేద్దాము అందులో భాగంగా పాలిటీ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ని పాలిటీ రిలేటెడ్ అప్డేట్స్ని ఈరోజు మనం చాలా డీటెయిల్గా డిస్కషన్ చేద్దాము మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయమ్మా like termination or disqualification of the member of parliament Keshavananda Bharati కేసుకు యాభై సంవత్సరాల పూర్తి appointment of election commissioners May first వచ్చినటువంటి ఒక వర్డిక్ట్ అమ్మ లైక్ డివర్స్ విడాకులు అంటే రెండు పార్టీస్ uh, మధ్యలో అంటే ఒక భార్య భర్తల మధ్యలో ఏవైనా కూడా వివాదాలు జరిగితే విడాకులు వెంటనే తీసుకోవచ్చు ఎటువంటి డిలే లేకుండా అని చెప్పి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం under article one forty two of the constitution కొన్ని మణిపూర్కి సంబంధించినటువంటి కొన్ని అప్డేట్స్ ఉన్నాయి everything we will discuss in detail చాలా డీటెయిల్గా మాట్లాడదాము వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది కాబట్టి తప్పకుండా అందరూ లాస్ట్ వరకు అయితే చూడండి ఫస్ట్ థింగ్ మా ఇది మనం బ్రేకింగ్ కింద మనం చూపిస్తూ ఉన్నాము ఎందుకు అనంటే చాలా జాగ్రత్త వినాలి సుప్రీం కోర్ట్ అంటే ప్రస్తుతం ఇంతకుముందు హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారంగా ఇద్దరు పార్టీస్ అంటే హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో ఏదైనా కూడా వివాదం జరిగితే ఆ వివాదం అనంతరం విడాకులు తీసుకోవాలనంటే దానికి సంబంధించి ఒక టైం పీరియడ్ సిక్స్ మంత్స్ అని చెప్పి ఒక టైం పీరియడ్ ఇచ్చేవాళ్ళు కానీ సుప్రీంకోర్టు ప్రత్యక్షంగా దాంట్లో జోక్యం చేసుకోవడానికి కూడా అవకాశం లేదు కానీ ప్రస్తుతం సుప్రీంకోర్టు దగ్గర ఉన్నటువంటి పవర్ అమ్మ article one hundred and forty two ఈ article one hundred and forty టూని ఉపయోగిస్తుంటే స్పెషల్ డిగ్రీ అంటాం దీన్ని అంటే special powers with the honourable supreme court అని చెప్పచ్చు supreme court can grant divorce using article one forty two powers on ఇర్ irretrievable break down of the marriage constitutional bench రాజ్యాంగ బెంచ్ అన్నది ఈ వ్యాఖ్యానం చేసింది ఇర్రివర్టబుల్ అంటే తను ఇచ్చినటువంటి వర్డిక్ని మార్చకుండా ఉండేటటువంటి కొన్ని తీర్పులను సుప్రీంకోర్టు జారీ చేయవచ్చు ఎందుకు ఏ కంటెక్స్లో సుప్రీంకోర్టు ఇది చెప్పింది అంటే చాలా ఇంపార్టెంట్ అమ్మా ఆ constitution bench of Sanjay Kishan Kaul Sanjiv Khanna Abhay S Oka Vikramnath J.K. Maheshwari held that six month period prescribed under the Hindu marriage act can be dispensed with ఏదైతే ఆరు నెలల సమయాన్ని ఇస్తారో విడాకులు తీసుకోవడానికి అంటే they are expecting the patch up patch up అంటే ఇరు హస్బెండ్ అండ్ వైఫ్ కలిసిపోతారు ఆరు నెలల్లో అని ఒక ఎక్స్పెక్టేషన్ ఉండింది కానీ అది ఎక్కడ కూడా ఉండడానికి అవసరం లేదు అని చెప్పి సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే article one forty two must be considered in light of the fundamental public policy it should not con contravene a non-derogable function of the constitution court and the power is empowered to do complete justice ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అమ్మా supreme court one forty one forty టూని ఉపయోగించడానికి తాము పేర్కొన్నటువంటి ఒక ముఖ్యమైన అంశం ఇక్కడ ఏంటంటే కంప్లీట్ జస్టిస్ సంపూర్ణ న్యాయం ప్రతి వ్యక్తికి కూడా అంటే ఆర్టికల్ వన్ ఫార్టీ టూ గుర్తుపెట్టుకోవాలా it is not something related to the marriage and divorce related aspect కానీ it is related to the degree power of the honourable supreme court అంటే ఆర్టికల్ వన్ ఫార్టీ టూని ఉపయోగించి సంపూర్ణ న్యాయం కంప్లీట్ జస్టిస్ చేయడానికి the supreme court can use can give any verdict that may be favourable in the light in the interest of the public as a whole next అమ్మా ఇంకొక important article one hundred and forty two ఎంత ఇంపార్టెంటో ఏప్రిల్ నెలలో ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అమ్మా that is on twenty fourth of April April ఇరవై నాలుగు ట్వంటీ ఫోర్త్ ఆఫ్ ఏప్రిల్ పాలిటీలో ఈ డేట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ డేట్ అమ్మా ఎందుకు అనంటే on twenty fourth of April Supreme Court have given a very very important verdict with regard to the Keshavananda Bharati case. Keshavananda భారతికి సంబంధించి ఒక ముఖ్యమైన తీర్పు భారత రాజ్యాంగంలోనే ఒక సంచలనమైన తీర్పును ఆనరబుల్ సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది అదే ట్వంటీ ఫోర్త్ ఆఫ్ ఏప్రిల్న three tier panchayati system three tier panchayati system మూడంచెల పంచాయతీ వ్యవస్థ భారతదేశంలో అమల్లోకి వచ్చింది the first three tier panchayati system అంటే ఇది seventy third constitutional amendment act ద్వారా అంటే డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఇది అమల్లోకి వచ్చింది ఎప్పుడనంటే twenty fourth of April nineteen ninety two twenty fourth of April nineteen ninety two కానీ మన కంటెక్స్ట్ ఇది కాదు మన కంటెక్స్ట్ ఇక్కడ ఏంటంటే కేశవరంధ భారతి కేస్ సి పార్లమెంటుకు సుప్రీంకోర్టుకు అంటే ఎగ్జిక్యూటివ్కి జుడిషియరీకి judiciary executive where again and again intervening in to the different types of disputes వివిధ రకాల వివాదాల్లో పార్ పార్లమెంట్ అంటే అక్కడ కార్యనిర్వాహక శాఖ అదే రకంగా ఇందిరాగాంధీ వర్సెస్ జుడిషియరీ అని చెప్పి కూడా అక్కడ మనం చెప్పుకోవచ్చు ఇక్కడ parliament always wanted to control through its executive executive wanted to control through its parliament అంటే వీళ్ళిద్దరు కూడా mutually connected with each other అనమాట ఎందుకనంటే a member of parliament will become a prime minister ప్రధానమంత్రి కావాలంటే ముందుగా తనకు ఉండాల్సినటువంటి అర్హత ఏందమ్మా he should be member of parliament on April twenty four two thousand twenty three mark the fiftieth year anniversary of the landmark decision of the supreme court that paved the way for several other judgements of the constitutional importance అంటే రైట్ టు ప్రాపర్టీకి సంబంధించినటువంటి వివాదం ఎంతో ఎక్కువగా జరుగుతున్నటువంటి సందర్భం ఆస్తి హక్కు under article thirty one of the constitution Kerala హైకో కేరళ ప్రభుత్వం ఏం చేసిందంటే కేశవనంద భారతి వద్ద ఉన్నటువంటి కొద్దిగా భూమిని ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్ ద్వారా సంస్కరణ చేసింది according to the land reforms act of the state of Kerala ఎందుకనంటే ల్యాండ్ అన్నది గుర్తుపెట్టుకున్నానా it is a state listed subject land అన్నది ఏ జాబితాలోని అంశమమ్మా రాష్ట్ర జాబితాలోని అంశం ఇక్కడ కేశవనంద భారతి గారి యొక్క ల్యాండ్ని అంటే Keshavananda Bharati is a religious guru religious guru తనకు ఒక మట్ ఉంటుంది మట్ మట్ అంటే the place of religious practice or the place place of religious spread అని చెప్పి మనం చెప్పుకుంటాం ఓకే తనకు దగ్గర ఉన్నటువంటి కొద్దిగా భూమిని కేరళ భూ సంస్కరణ చట్టంలోకి పరిధిలోకి తీసుకొని వచ్చింది దాన్ని వ్యతిరేకిస్తూ తను ఏం చెప్పినాడంటే it is not just the violation to article thirty one అది ఆర్టికల్ థర్టీ వన్కి మాత్రమే ఉల్లంఘన కాదు it is also the violation to my freedom of religion ఏమన్నా నాన్న it is also the violation to మత స్వాతంత్రపు లేదా మత స్వేచ్ఛ హక్కులకు ఉల్లంఘన కలిగిస్తున్నట్టేనని చెప్పి తాను పేర్కొనడం జరిగింది Keshavananda Bharati was seer from the Smarta tradition of Advaita Vedanta ఓకేనా ఏ క్లాన్కి చెందినటువంటి వ్యక్తి అంటే ఏం చెప్తారమ్మా అద్వైత వేదాంతకు చెందినటువంటి వ్యక్తి కేశవానంద భారతి ఫిబ్రవరి నైన్టీన్ సెవెంటీలో Keshavananda Bharati was compelled to take the Kerala government to court challenging the nineteen sixty nine land reforms enacted by the C Achutha Menon government పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో వచ్చినటువంటి ఈ భూ సంస్కరణల చట్టంకి వ్యతిరేకంగా he had gone to the Honorable court also that is till the supreme court also through the land reforms the government took away large chunk of ednir mutt's property తన దగ్గర ఉన్నటువంటి మట్ తాను నడిపిస్తున్నటువంటి మఠం mutt mutt is nothing but మఠం ఓకే మఠం పేరేం పెడినానంటే ఎడనేర్ మట్ ఏం పెడినా ఎడనేర్ నట్ it caused severe financial difficulties Bharat Ikeshanadabate filed a writ petition in the Supreme Court challenging the land reforms along with the lawyer Nani Palkiwala. Lawyer ఎవరమ్మా ఇక్కడ అంటే ఏం చెప్తారు గుర్తుపెట్టుకోవాలి కేశవరంద భారతి కేసు వచ్చినప్పుడు అప్పటి న్యాయ న్యాయవాది కేశవరంద భారతి తరపున న్యాయవాది ఎవరంటే Nani Palkhivala Keshavananda Bharati argued that new laws violated his fundamental right specifically his fundamental right to religion article twenty ఫైవ్కి ఉల్లంఘన freedom of religious practice article twenty సిక్స్కి ఉల్లంఘన ఎందుకనంటే it is considered to be violation see if I'm preaching a religion నేను ఒక మతాన్ని బోధిస్తున్నానో లేదంటే ప్రోత్సహిస్తున్నానో అంటే నా మత బోధనకు నేను ఆక్రమించుకున్నటువంటి భూమి ఏదైతే ఉంటుందో ఆ భూమిని ప్రభుత్వం చట్టరీత్యా లేదంటే చట్ట విరుద్ధంగా నా భూమిని తీసుకొని పోతుందనంటే అది ఆస్తి హక్కుకు ప్రథమంగా ఉల్లంఘన కానీ దానికి విరుద్ధంగా కేశనంద భారతి గారు నాని పాలకి వాళ్ళతో కలిసి చెప్పిన పాయింట్ ఏందమ్మా ఇక్కడ అంటే it is not just violation to article thirty one కానీ అది ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ మరియు ఆర్టికల్ ట్వంటీ సిక్స్కి కూడా వయోలేషన్ అని చెప్పి చెప్పడం జరిగింది నెక్స్ట్ మ్యామ్ ఈ కేసు యొక్క తీర్పును seven is to six seven six మెజారిటీలో వచ్చింది దాంట్లో ఉన్నటువంటి మెయిన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటనంటే parliament have the power to amend any part of the constitution భారత రాజ్యాంగంలోని ఏ భాగాన్నైనా పార్లమెంట్ సవరణ చేయవచ్చును కానీ it should not affect the basic structure doctrine ఏం చెప్పినారు దీంట్లో అంటే బేసిక్ స్ట్రక్చర్ అనే ఒక పాయింట్ని మెన్షన్ చేసింది దేంట్లోనన్నా అంటే it was after the Keshavananda Bharati verdict okay Next, case in the Bharati judgment held that the provision of the Indian constitution can be amended by the parliament in order to fulfill the socio-economic obligations. Okay, constitution cannot be altered by the parliament no matter what. Okay, uh, so same thing ma, like uh, <clears throat> The case was filed by case Bharti, the senior uh, and head of the Ednir Mutt in Kasargod district of Kerala, who challenged the Kerala government's attempt through the Land Reforms Act to impose restriction on the management of the mud property. Keshananda Bharati judgment held that provision of the Indian constitution can be amended by the parliament in order to fulfill its socio-economic obligations. Okay అంతేగాని బేసిక్ స్ట్రక్చర్కి వయోలేషన్ మాత్రం చెయ్యరాదు అని చెప్పి బేసిక్ స్ట్రక్చర్ అంటే ఈ రోజుకి కూడా చాలా కేసెస్లో అది మినర్వా మిల్స్ కానివ్వండి ఆధార్ కేస్ కానివ్వండి క్లియర్ రాజస్థాన్ సంబంధించినటువంటి విశాఖ గైడ్లైన్స్ కానివ్వండి ఎవ్రీ సింగిల్ కేస్ వర్డిక్ట్ వచ్చినప్పుడు ఈ ద బేసిక్ రెఫరెన్స్ సుప్రీంకోర్టు తీసుకునేది ఏంటంటే it is the verdict of కేషన్ on the party okay next member of parliament మీకు వినే ఉంటారు రాహుల్ గాంధీ గారి యొక్క పార్లమెంటు నుంచి ఏ రకంగానైతే తాను డిస్క్వాలిఫై అయినారో వాట్ ఆర్టికల్ what టు what section of section of people act People fifty one Rahul Gandhi is getting disqualified అసలు సాధారణంగా ఒక పార్లమెంటు సభ్యులు డిస్క్వాలిఫై కావాలనంటే తొలగించబడాలనంటే మూడు రకాలుగా తొలగించవచ్చమ్మా first is according to the disqualification of the parliament next is according to the representation of people act disqualification అని ఒక మార్గము ద్వారా తొలగించవచ్చును రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ ద్వారా తొలగించవచ్చును అదే రకంగా a person can also be removed according to the anti-defection law according to the anti-defection law అంటే పార్టీ ఫిరాయింపుల చట్టం అని చెప్పి చెప్తామమ్మా యాంటీ-డిఫెక్షన్ లా గురించి ఇక్కడ ఏది ప్రస్తావన లేదు ఎందుకనంటే రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ నుండి ఇతర పార్టీకి అయితే వెళ్ళలేదు వెళ్ళరు కూడా okay because he is the chief I mean top most leader of the Indian National Congress party next ఇక్కడ మనం చూడాల్సింది చదువుకోవాల్సింది disqualification and representation of people act ఎందుకనంటే he was proven guilt under defamation పరువు నష్టం ప్రధానమంత్రి మోదీ గారిని ఉద్దేశిస్తూ మోదీ ఖాందాన్ సారీ మోదీ ఫ్యామిలీ మొత్తాన్ని కూడా క్రిటిసైజ్ చేసేటటువంటి తన భాషణలు తన స్పీచెస్ని వ్యతిరేకిస్తూనే court two years of disqualification I mean two years of imprisonment కానీ డిస్క్వాలిఫికేషన్ కానీ ఇంపోజ్ చేసింది disqualification can be prescribed under article one zero two clause one if it is a member of parliament it can be prescribed under article one ninety one clause one if it is a member of state legislative assembly MLA అయితే డిస్క్వాలిఫికేషన్ వన్ నైంటీ వన్ అన్న అదే ఎంపీ అయితే one zero two clause one Rahul Gandhi was disqualified of the provision of article one zero two దేని ప్రకారంగా రాహుల్ గాంధీ గారు డిస్క్వాలిఫై అయినారమ్మా అంటే according to article one zero two clause one sub clause A అదే రకంగా రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్లో సెక్షన్ ఎయిట్ ద్వారా తాను రిమూవ్ చేయబడ్డాడు he was remove according to the section eight of representation of people act okay ఈ ఆర్టికల్ అంటే రెండు context same one ninety one అంటే ఎమ్మెల్యేకి సంబంధించింది వన్ జీరో టూ అంటే it is related to the member of parliament okay ఏం చెప్తుంది చూడండి if he hold any office of profit అంటే ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగం ఉండరాదు he should not be aligned or associated with any of the government employment ప్రభుత్వ ఉద్యోగం ఉంటే దానికి రిజిగ్నేషన్ చేయవలసి ఉంటుంది దాన్ని కోల్పోవలసి ఉంటుంది ఉదాహరణకు Jaya Bachchan became the member of parliament తాను మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయిన నాటికి she was the chairman of film chamber film ఛాంబర్కి చైర్మన్గా కొనసాగుతూ how can she become the chairman of sorry how can she become the member of parliament అని చెప్పి ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కిందికి వస్తుంది కదా అని ఆఫీస్ని ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ నుండి తొలగించే అధికారం కూడా పార్లమెంట్కు ఉంటుంది ఏం చెప్పిన if for example office of profit office of profit అంటే ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగం ఉండరాదు కానీ గవర్నమెంట్కి కావాలంటే ఆ ఉద్యోగాన్ని ప్రభుత్వ ఉద్యోగంగా గుర్తించకుండా కూడా చేయవచ్చును okay they can be removed according to the law of the parliament if is of unsound mind ఎటువంటి ఇన్స్టబుల్ మైండ్ అబ్నార్మల్గా ఉండరాదు ఇది ఈ కండిషన్ కాదు ఈ కండిషన్ కూడా కాదు నెక్స్ట్ చూడండమ్మా if is citizen of India has voluntarily acquire ఇతర దేశాల పౌరసత్వం other countries citizenship other countries citizenship ఈ కండిషన్ కూడా కాదు నెక్స్ట్ అమ్మా if he so disqualified by by under any law made by the parliament yes this can be the criteria so next చూడండమ్మా representation of people act nineteen fifty వన్లో అసలు ఏమేమి సెక్షన్స్ ఉన్నాయంటే చాలా సెక్షన్స్ ఉన్నాయి బట్ uh, మనకి ఇంపార్టెంట్ ఏంటంటే సెక్షన్ ఎయిట్ సెక్షన్ ఎయిట్ ఏం చెప్తుంది ఆ person convicted for promoting enmity between two different groups rape terrorist ఇది కాదు ఓకే రాహుల్ గాంధీ గారు ఆ పని అయితే చేయలేదు A person convicted for hoarding, dowry offense, etc. incur disqualification. వరకట్న వేధింపులు తన భార్య భార్యనే లేదు పెళ్ళే లేదు <laughs> రాహుల్ గాంధీ గారికి పెళ్ళే కాలేదు ఓకే ఇది కూడా కాదు సెక్షన్ ఎయిట్ క్లాస్ త్రీ ఏం చెప్తుంది a person convicted of any other offence incur disqualification if sentence to a imprisonment of not less than two years yes section eight clause three of representation of people act nineteen fifty one section eight clause four ఏం చెప్తుందమ్మా protects sitting MPs and MLAs from being disqualification under the above provision if the file and appeal within three months they can continue as a member of the house till the completion of the term or till the decision okay అంటే అది ప్రొటెక్షన్కి సంబంధించినటువంటి అంశం సో ఈ రకంగా member of parliament Rahul Gandhi గారైనా ఫస్ట్ టైం డిస్క్వాలిఫై అయిందంటే కాదమ్మా there are many other instances also like Pradeep Chaudhary Congress MLA disqualify అయినారు జనవరిలో Rashid Masood member of parliament Congress October twenty థర్టీన్లో డిస్క్వాలిఫై అయినారు మిత్రా సేన్ యాదవ్ సమాజ్వాదీ పార్టీ డిస్క్వాలిఫై అయినారు కుల్దీప్ సింగ్ సెనిగర్ బీజేపీ ఎమ్మెల్యే రెండు వేల ఇరవైలో Lalu Prasad Yadav RJD Jagdish Sharma JDU Anant Singh RJD MLA so ఈ రకంగా there are multiple other instances ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ప్రస్తుతం ఎక్కడ నుండి ఎంపీగా కొనసాగుతున్నారనంటే కేరళ వాయనాడ్ ఎక్కడ నుంచమ్మా Wayanad Kerala election commissioners and appointment సాధారణంగా ఎన్నికల కమిషనర్లను అదే రకంగా ఇతర కమిషనర్లను chief election commissioner and other election commissioners are usually been appointed by the president of India after the recommendation of the prime minister అంటే ప్రధానమంత్రి సిఫార్సుల అనంతరం రాష్ట్రపతి ఎన్నికల కమిషనర్ను ముఖ్య ఎన్నికల కమిషనర్ను ఇతర ఇతర ఎన్నికల కమిషనర్లను నియమిస్తూ ఉంటారు కానీ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఎన్నికల కమిషనర్లను నియమించేటటువంటి ప్రక్రియలో కూడా సిబిఐ డైరెక్టర్ను నియమించేటప్పుడు ఏ పద్ధతినైతే వాడతామో whatever the procedure we follow during the appointment of the CBI director the same procedure has to be followed during the appointment of election commission as well ఏం చెప్పినారు appointment of election commissioner fall under article three hundred and twenty four clause two of the constitution ఇంతకు ముందులాగా సుప్రీంకోర్టు ఒక కొత్త మెకానిజం ఒక కొత్త ఫార్ములాని ఇవ్వడం జరిగిందమ్మా ఏం చెప్పింది సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఎలక్షన్ కమిషనర్లు కూడా ఎవరి ఎవరిలాగా అపాయింట్ అవ్వాలంటే సిబిఐ డైరెక్టర్స్ లాగా కన్సల్టేషన్ అవ్వాలి సిబిఐ డైరెక్టర్లను అపాయింట్ చేసే ముందు ఒక గ్రూప్ రికమెండేషన్ అనేది చేస్తుంది ఆ గ్రూప్లో ఎవరెవరు ఉంటారన్న అంటే prime minister leader of opposition chief justice of India ఎవరెవరు ఉంటారు సిబిఐ డైరెక్టర్ని నియమించేటటువంటి ఆ గ్రూప్లో ఆ ప్యానెల్లో దట్ ఈస్ ప్రధానమంత్రి leader of opposition and chief justice of India ఎలా అయితే సిబిఐ డైరెక్టర్ అపాయింట్మెంట్ అప్పుడు ఈ ముగ్గురిని కన్సల్ట్ అవ్వాలనో similar to that election commission అపాయింట్మెంట్లప్పుడు అప్పుడు కూడా ఈ ముగ్గురిని కన్సల్ట్ అవ్వాలని చెప్పి చెప్తుంది Chief election commissioner have so far been appointed by the president on the advice of the prime minister. The judgment has now brought the appointment of the chief election commissioner, election commissioner on par with that of the CBI director. Okay, now next. <clears throat> Competition law అంటే కాంపిటీషన్ లా ఏదైతే పోటీ చట్టం ఉందో దానికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అమెండ్మెంట్ అయిందమ్మా in the year two thousand twenty three March okay అదేం చెప్తుందంటే కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అంటే they can impose the penalties సాధారణంగా వీళ్ళు పెనాల్టీస్ ఎలాంటి పెనాల్టీస్ ఇంపోజ్ చేసేవాళ్ళంటే if there is a company X suppose ఒక కంపెనీ ఎక్స్ అని ఉంది ఈ కంపెనీకి ఇండియాలో ఏదైతే టర్న్ ఓవర్ ఉందో అది ప్రిస్క్రైబ్డ్ లిమిట్ కన్నా ఎక్కువ ఉండి వాళ్ళు ఒకవేళ ట్యాక్సెస్ పే చేయకపోతే అటువంటి కంపెనీల పైన పెనాల్టీ అనేది ఇస్తారు ఇంపోజ్ చేస్తారు కానీ కొత్త చట్టం ఏం చెప్తుందంటే it is we we will not just be looking after the turnover of India కేవలం ఇండియన్ టర్న్ ఓవర్ మాత్రమే కాకుండా we will be taking into the consideration global turnover ఏం చెప్పిన నాన్న గ్లోబల్ టర్న్ ఓవర్ని మేము పరిగణలోకి తీసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది One of the changes is with respect to the turnover that will be considered for the imposition of penalty. Turnover means global turnover derived from all product and services by a person or enterprise. Another amendment is that CCI has to form a prima facie opinion about a filing related to combination within 30 days of receiving the filing. ఏమైనా అబ్జెక్షన్స్ ఉన్నా కూడా ముప్పై రోజులు మాత్రమే సమయం ఇస్తారు for filing any of the objection in competition law per lands combinations refer to the merger acquisition and deals beyond a certain threshold require the approval of competition commission of india competition amendment bill was introduced on August fifth last year okay దానికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ ఇది నెక్స్ట్ అమ్మా you might heard of Khalistan movement okay Khalistan movement Amrit Pal అంటే see this the second such big movement for the సపరేషన్ ఆఫ్ Pakistan, పంజాబ్ రీజన్ పర్టికులర్లీ ద the రీజన్ ఫ్రమ్ ఇండియా ఈ మూమెంట్ నైన్టీన్ ఎయిటీ ఫోర్లో జెండేల్ సింగ్ బిన్రేన్ వాలే గారి ఆధ్వర్యంలో ఒకసారి నిర్వహించుకున్నాము దట్ వాస్ కర్టేల్ దట్ వాస్ కంట్రోల్డ్ బై శ్రీమతి ఇందిరాగాంధీ త్రూ హర్ ఆపరేషన్ కాల్ ఆపరేషన్ బ్లూ స్టార్ సిమిలర్ టు దట్ ఒక వైడ్ రేంజ్ ఒక లార్జ్ స్కేల్ ఆఫ్ ప్రొటెస్ట్ అన్నది ఇప్పుడు కంటిన్యూ అవుతూ ఉన్నది ఇన్ ద స్టేట్ ఆఫ్ పంజాబ్ పంజాబ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ నినాదాలకు ఈ ప్రొటెస్ట్లకు ఈ ఆందోళనలకు మద్దతు పలకడానికి యూకేలో బ్రిటన్లో మద్దతుకారులందరూ కూడా they have protested against India ఏం చేస్తామంటే మన హై కమిషనరేట్లో ఇండియన్ ఫ్లాగ్ ఉంటుంది కదమ్మా ఆ ఇండియన్ ఫ్లాగ్ని కిందికి దించేయడం జరిగింది కిందికి దించేసిన తర్వాత బ్రిటన్ ప్రభుత్వం వాళ్ళపైన ఎటువంటి చర్యలు తీసుకోపోగా they are just looking as a watchdog దాన్ని వ్యతిరేకిస్తూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏని మేము మేము దేన్ని ఉపయోగిస్తామో బ్రిటన్కి వ్యతిరేకంగా అని చెప్పినారా అంటే that is the Vienna declaration ఏం చెప్పినమ్మా వియన్నా డిక్లరేషన్ మేము ఉపయోగిస్తాము against the UK's stand on Indians protesting in UK. Vienna convention ఏం చెప్తుందంటే రెండు దేశాల మధ్య బైలాటరల్ అగ్రిమెంట్స్ బైలాటరల్ రిలేషన్స్ ఉన్నప్పుడు one protector state one host state should protect the other state ఇక్కడ హోస్ట్ స్టేట్గా యూకే ఉందమ్మా నెక్స్ట్ చూద్దాము చూడండి a group of people chanting pro Khalistan slogans took down the Indian flag the high commission in London on 19th March 2023. On the London incident, a statement by the Minister External Affairs okay, uh, was reminded in this regard of the basic obligation of UK government దేన్ని ఉపయోగించుకున్నామంటే దానికి వ్యతిరేకంగా వియన్నా కన్వెన్షన్ ఆ receiving state receiving state is refer to the state which the host nation where diplomatic mission is located okay <clears throat> ఇది చెప్పిన receiving state in this case the host nation is UK as per the Vienna convention it has some basic obligation towards the diplomatic missions it host in it sovereign territory article twenty two of the convention deals with the obligations with regard to the premises of the mission ఏ ఆర్టికల్ దీనికి సంబంధించి డీల్ చేస్తుంది వియన్నా కన్వెన్షన్ అంటే ఏం చెప్తానన్నా article twenty two next foreign lawyers can also do practice in India it's a very big move bar council of India నుండి వచ్చినటువంటి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ నాన్న ఇది ఏం చెప్తున్నారంటే the foreign lawyers will be also having the permission to rule the Indian cases I mean to rule in the Indian courts in a move that could potentially change the landscape of the legal practice in the country కానీ వాళ్ళు సజెషన్స్ మాత్రమే ఇవ్వగలుగుతారు they cannot enter in to the court okay bar council of India allow the foreign lawyers and law firms to practice in India. Although they cannot appear in court, they can advise the clients on foreign law and work on corporate tra- transactions. Okay ఎందుకంటే ఇండియాలో ప్రస్తుతం ఎఫ్డిఐ అనేది పెరుగుతుంది ఎఫ్డిఐ పెరుగుతుంది కాబట్టి ఫారెన్ లా లాయర్స్ కానివ్వండి ఫారెన్ లా ఫర్మ్స్ కానివ్వండి they should be permitted in the country in order to have a very good setup bar council of India notified in the official gazette the rules registration regulation of foreign lawyers and foreign law firms in India 2022. Bar Council of India is a statutory body established under the Advocates Act of 1961. ఏ చట్టం ప్రకారం బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాని ఏర్పాటు చేస్తున్నానంటే according to the advocates act of nineteen Now, the Bar Council of India has reasoned that its move will address the concerns about the flow of foreign direct investment. ఇది దేనికి సంబంధించి ఉపయోగపడబోతుందమ్మా ఇటువంటి డెసిషన్ అంటే it is going to create a easy path for increasing the FDI in the country so agreement with Kuki groups okay so suspension of operation so అంటే ఏందమ్మా సస్పెన్షన్ ఆఫ్ ఆపరేషన్స్ ఓకే ఇది ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి అగ్రిమెంట్ కుకీ గ్రూప్ అనగానే మీకు గుర్తు రావాల్సింది ఏందమ్మా పోర్ కుకీ గ్రూప్ అనగానే ఏం గుర్తొస్తుంది మీకు మణిపూర్ ఇది ట్రైబల్ ఇన్సర్జెంట్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి అంటే రాష్ట్ర విరుద్ధ కార్యక్రమాలు వాళ్ళు నిర్వహించేటప్పుడు ఈ SOO Manipur government withdrew from the SOO agreement with the two hill based tribal insurgent groups on tenth March okay కానీ ఫ్యాక్చువల్ బేస్డ్లో ఇటువంటి క్వశ్చన్స్ అన్నవి అడుగుతారు Kuki group SO agreement is related to the state of Manipur okay next it's not very very important to us కానీ అది మాత్రమే గుర్తుపెట్టుకోండి supreme court dismiss the curative petition అంటే ఇది నార్మల్ క్యూరేటివ్ పిటిషన్ కాదు క్షమా సారీ క్యూరేటివ్ పిటిషన్లో భాగంగా భోపాల్ గ్యాస్ ట్రాజడీ అని చెప్పి మీరు వినే ఉంటారు భోపాల్ గ్యాస్ ట్రాజడీ అయిన తర్వాత ఏదైతే వాళ్ళకు ఫైన్ పెనాల్టీ ఇంపోజ్ చేస్తున్నారో దాన్ని రెట్టింపు చేయాలని చెప్పి దాన్ని ఇంకా పెంచాలని చెప్పి సుప్రీంకోర్టు ఏదైతే క్యూరేటివ్ పిటిషన్ వేసిందో ఆ క్యూరేటివ్ పిటిషన్ అయితే ఆనరబుల్ సుప్రీంకోర్టు అంగీకరించలేదు on supreme court on fourteen March twenty twenty three dismissed a curative petition filed by the centre seeking additional funds అధిక నిధులు కావాలా అధిక అదన నిధులు కావాలని చెప్పి ఎక్కడి నుండి కావాలంటే ఫ్రమ్ యూనియన్ కార్బెట్ కార్పొరేషన్ ఎక్కడ నుండి కావాలమ్మా Union Carbide Corporation okay Union Carbide Corporation అంటే ఏంది this is the company which have been the major reason for Bhopal gas tragedy Bhopal gas ట్రాజడీకి ఒక ముఖ్యమైన కారణంగా ఏదైతే దాదాపుగా మూడు వేల మంది ప్రజలు మరణించినారో ఆ ఫ్యాక్టరీలో ఉన్న వాళ్ళు కావచ్చు సో ఆ గ్యాస్ ట్రాజడీకి సంబంధించినటువంటి సహాయ కార్యక్రమాలు ఈ రోజుకి కూడా జరుగుతున్నాయంటే ఆశ్చర్యం కలు కలుగుతూ ఉంటుంది okay in the Union of India and others versus Union Carbide Corporation and others the centre sought seven thousand eight hundred and forty four crores ఎన్ని కోట్ల రూపాయలు అడిగిందంటే ఏం చెప్తారమ్మా seven thousand eight hundred and forty four crores from the US based firms US based అంటే అమెరికాకి సంబంధించినటువంటి కంపెనీలు ఇవన్నీ కూడా for additional compensation for the victims of Bhopal gas tragedy A curative petition can be filed after a review plea against the final conviction is dismissed. It is meant to ensure there is no miscarriage of justice and to prevent abuse of the process. Center's claim for a curative petition was based on a demand for additional compensation in re-examination of the Supreme Court's 1989 order was decided at rupees 750 crore. పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో వాళ్ళు చెప్పింది ఎంత నాన్న అంటే seven hundred and fifty crore మాత్రమే after a leak of toxic methyl isocyanate okay toxic methyl iso సైనైట్ ఇది లీక్ అవ్వడం వల్ల భోపాల్ గ్యాస్ ట్రాజడీ అనేది జరిగిందమ్మా ఇప్పుడు on second and third of December nineteen eighty four that led to the death of three thousand people and affected one lakh more The Union Carbide Corporation, now owned by Dow Chemicals, gave a compensation of US dollars for 470 million, that is the 715 crore in nineteen eighty nine okay మిమ్మల్ని అడుగుతారు యూసీసీ ఏదైతే యూనియన్ కార్బిట్ కార్పొరేషన్ అనే కంపెనీ ఉందో దాని ప్రస్తుతం పేరేం పేరమ్మా అంటే Dow Chemicals okay next Swachh Sujal Shakti Samman ఇది ఉమెన్స్ డేకి సంబంధించినటువంటి ఒక ఆబ్జెక్టివ్ అమ్మ it is to felicitate Swachh Sujal Shakti Samman ఇది దేనికేనంటే వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్లో కానీ స్వచ్ఛ భారత్ అభియాన్లో కానీ ఇటువంటి కార్యక్రమాల్లో ముఖ్యంగా ప్రోత్సహిస్తున్నటువంటి మహిళలను గుర్తించేందుకు ఈ అవార్డును అయితే ఇవ్వడం జరిగింది స్వచ్ఛ భారత్ అభియాన్ ఓకే విప్ అన్నది వార్తలో ఉందమ్మా what is a whip whip is nothing but it is a order order by a political party और राजकीय पार्टी तन ఎన్నికైనటువంటి సభ్యులకు ఇచ్చేటటువంటి ఒక ఆర్డర్నే మనం విప్ అని చెప్పి చెప్తామమ్మా మహారాష్ట్ర రాష్ట్రంలో ఈ విప్ అన్నది వార్తల్లో ఉన్నది members of the house are bound by a whip and if any section of the MLAs from a political party that is a part of ruling coalition disagree with the alliance then MLAs will attract disqualification అంటే పార్టీ విప్ను ధిక్కరించరాదు అని చెప్పి చెప్తా ఉంటారు కదా that is all this aspects it first to a return order to the members of a party and a designated official of the party అంటే ప్ర ప్రభుత్వ చీఫ్ విప్ అంటాం అంటే he is the main whip of a political party okay ఈ కాన్సెప్ట్ విప్ అనే కాన్సెప్ట్ ఎక్కడ నుంచి తీసుకున్నాం నాన్న మనం అంటే we have taken it from the country call British ఎక్కడ నుంచి తీసుకున్నామమ్మా బ్రిటిష్ విప్ అనేది మూడు రకాలు ఉంటుందమ్మా వన్ లైన్ విప్ అంటాం one line whip okay it is issued to inform party members and allow them to abstain in case they decide not to follow the party line అంటే పార్టీ వర్కర్స్ అందరికీ కూడా ఒక అల్టిమేటం జారీ చేసేది one line whip two line whip అంటే ఓటు వేసేటప్పుడు అందరు ఉండాలని చెప్పి చెప్తారు త్రీ లైన్ విప్ అనేది చాలా డేంజర్ అమ్మా త్రీ లైన్ విప్ అంటమ్మా it is the strongest one and is employed on important occasions such as second reading of the bill second reading first reading second reading ఉంటుంది పార్లమెంట్లో second reading of the bill ఆ సమయంలో కావచ్చు నో కాన్ఫిడెన్స్ మోషన్ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టినప్పుడు కావచ్చు ఎవరు కూడా దానికి వ్యతిరేకంగా ఓటు వేయకుండా హాజరు కాకుండా ఉండరాదు ఓకే మా పార్టీ ఇచ్చినటువంటి ఆదేశాలను ధిక్కరించరాదు అంటారు అందుకే reservation for women in politics okay ఈ reservation of women in politics ఇది ఎమ్మెల్సీ సారీ టీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కవిత గారిని ఇదైతే Enforcement Directorate Enforcement Directorate ED అంటమ్మా ఈడీ e విచారణకు పిలిచినప్పుడు ఈ ఉమెన్ ప్రొటెస్ట్ కోసం ఉమెన్ రిజర్వేషన్ కోసం నేను ప్రొటెస్ట్ చేస్తున్నాను అని చెప్పి దాని తర్వాత షీ హ్ actually presented in the before the Enforcement Directorate okay demand for the political reservation for women in India can be trace back to the international national movement of nineteen thirty the women leaders Begum Shah Nawaz Sarojini Naidu women leaders ఎవరమ్మా బేగం షా నవాజ్ అదే రకంగా సరోజిని నాయుడు వీరిద్దరూ కూడా ఉమెన్ రిజర్వేషన్ కోసం బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ దగ్గర పోరాటం చేయడం జరిగింది the issue of women reservation came up in the constant assembly but was rejected okay women reservation bill was Bill in Lok Sabha in September Sabha ninety six to reserve thirty three percent the seats in the Lok Sabha and state legislative assembly ప్రస్తుతం పంచాయతీ ఎన్నికల్లో మాత్రమే మహిళలకు రిజర్వేషన్ ఉన్నది నాన్న there is no such reservation in the parliament or state assembly the bill failed to get the approval of the House of the Parliamentary Committee. Uh, uh, approval of the House later on it was referred to the Parliamentary Committee. The in 1998 bill was reintroduced in the 12th Lok Sabha by Atal Bihari Vajpayee led National Democratic Alliance government but failed to receive the majority votes. మళ్ళీ దీన్ని నైన్టీన్ నైన్టీ నైన్లో టూ థౌజండ్ టూలో టూ థౌజండ్ త్రీలో ఇంట్రడ్యూస్ చేసినారు కానీ అది ఫెయిల్ అయింది లేటెస్ట్గా రెండు వేల ఎనిమిదిలో టూ థౌజండ్ ఎయిట్లో పార్లమెంట్లో Manmohan Singh led United Progressive Alliance UPA government Congress government పైది table the bill in Rajya Sabha and passed with one eighty six votes the however the bill never taken up for consideration Lok Sabha and lapsed with the dissolution of the fifteenth Lok Sabha అర్థమైపోయిందా సో లేటెస్ట్గా ఇంట్రడ్యూస్ చేసింది ఎవరమ్మా అంటే Manmohan Singh government fourteen percent of the members of the Indian parliament are women ఇప్పటిదాకా పార్లమెంట్ చరిత్రలో ఇదే హయ్యెస్ట్ అమ్మా ఎంత శాతం మహిళలు ఉన్నారా అంటే ఏం చెప్తారమ్మా fourteen percent according to the Inter Parliamentary Union India has a fewer percentage of women in the lower house and its neighbours such as Pakistan అంటే చూడండి నేపాల్ పాకిస్తాన్ శ్రీలంక బంగ్లాదేశ్ కన్నా కూడా inter parliament India has a fewer percentage of women in lower house అంటే వాళ్ళతో కంపేర్ చేసుకున్నప్పటికీ కూడా we are actually going ahead next compassionate appointment అంటే ఒక తండ్రి రిటైర్ అయినా తండ్రి వాలంటీ రిటైర్మెంట్ తీసుకున్న ఒక తండ్రి సర్వీస్లో ఉన్నప్పుడు మరణించిన ఆ కొడుకు వచ్చేటటువంటి ఎంప్లాయ్మెంటే కంపాషనెట్ ఎంప్లాయ్మెంట్ అని చెప్పి చెప్తారమ్మా సో ఇది article thirty nine directive principle of state పాలసీలో దీనికి సంబంధించినటువంటి ప్రొవిజన్స్ ఉంటాయి అంటే it is the responsibility of the government to do so it is not a right it is the responsibility of the government supreme court Court some application for compassionate appointment appointment were filed filed by the dependents of the deceased government employees West Bengal supreme court దాన్ని రిజెక్ట్ చేసింది ఆర్టికల్ థర్టీ నైన్లో దానికి సంబంధించినటువంటి ప్రొవిజన్స్ ఉంటాయి it aim to provide employment and compassionate grounds to the dependent family members of the government servant who dies in harness or retires medical ground leaving the family without any source of sustenance department of personnel and training ఈ విషయాలను చూస్తుంది ఈ విషయాలను చూస్తూ ఏం చెప్తుందంటే as according to the instruction of the compassionate appointment under the central government given by department of personnel and training ministry of personnel public grievances and pensions compassionate appointment who can extend to the dependent family if conditions చూడండి డైస్ వైలెన్స్ సర్వీస్ సర్వీస్లో ఉన్నప్పుడు మరణించాలి సర్వీస్లో మరణం retired on medical grounds under rule two so ఒకటి గుర్తుపెట్టుకోండి including death by the suicide సర్వీస్లో ఉన్నప్పుడు ఆత్మహత్య చేసుకొని చనిపోయినా కూడా కంపాషనట్ ఎంప్లాయ్మెంట్ కింద పనికొస్తారు CCS medical examination rule corresponding to central civil service regulation before fifty five years of age fifty seven years for the ఎట్స్ twelve group D okay medical ground కింద రిటైర్డ్ అయినా next retired on medical ground under rule thirty eight of the CCS pension rule nineteen seventy two or the correspondence provision in the central civil service regulation before attending the age of fifty five years medical కారణాలు చెప్పి కూడా ఆ person can actually retire retire అయిన తర్వాత కంపాషనట్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చు అని చెప్పి కొన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి కానీ సుప్రీంకోర్టు మాత్రం దాన్ని కొట్టేసింది నెక్స్ట్ అమ్మ డిప్యూటీ స్పీకర్ డిప్యూటీ స్పీకర్ అనేటటువంటి వ్యక్తి సాధారణంగా చూసుకున్నట్లయితే ఒక ట్రెడిషన్ ప్రకారంగా స్పీకర్ ఒకవేళ రూలింగ్ పార్టీకి సంబంధించిన వ్యక్తి అయితే డిప్యూటీ స్పీకర్ అపోజిషన్ పార్టీకి చెందిన వ్యక్తి అవుతారు constitution experts and opposition parties have term under the non election for the post of deputy speaker as unprecedented and and unconstitutional ఇప్పటిదాకా ప్రధాన ప్రతిపక్ష పార్టీ లేదు అన్నటువంటి ఒక ముఖ్యమైన ఉద్దేశంతో డిప్యూటీ స్పీకర్ని ఎన్నుకోలేదు ఆర్టికల్ నైంటీ త్రీ ఏం చెప్తుందంటే house of the people shall as soon may be choose two members the speaker and deputy speaker so often as the speaker or deputy speaker becomes vacant the house shall choose another member article one seventy eight సిమిలర్గా వన్ సెవెంటీ ఎయిట్ ఏమో అసెంబ్లీకి సంబంధించి చెప్తుంది అన్న Constitutional experts prove that Article 93 and Article 178 use the word shall, indicating the election of the Speaker and Deputy Speaker is mandatory under the Constitution. Deputy speaker ఏం చేస్తారు if speaker resign resignation address to either speaker or deputy speaker as they represent the house okay speaker రాజీనామా లేఖను ఎవరికి ఇస్తారమ్మా డిప్యూటీ స్పీకర్ డిప్యూటీ స్పీకర్ ఎవరికి ఇస్తారు స్పీకర్కి When Neelam Sanjeev Reddy resigned as Speaker in 1969, he addressed resignation to the Deputy Speaker. If Deputy Speaker post is vacant, the House is informed of the Speaker's resignation by Deputy Speaker or Secretary General. Resignation is notified in the Gazette and Bulletin per rules. 1941లో కేవీ కా హెచ్వి కామత్ ఏమన్నారంటే speaker resign resignation should be address to the president and not to the deputy speaker speaker తన రాజీనామాను డిప్యూటీ స్పీకర్కి ఇయ్యరాదు కానీ తీసుకుపోయి ప్రెసిడెంట్కి ఇవ్వాలన్నారు ఎవరమ్మా హెచ్వి కామత్ ఎందుకన్నానంటే డిప్యూటీ స్పీకర్ అన్న వ్యక్తి subordinate is not a superior to the speaker ఎప్పుడైనా కూడా రాజీనామాని మన పైన వ్యక్తులకు ఇవ్వాలి కానీ కింద ఉన్న వ్యక్తులకు ఇయ్యరాదని చెప్పి హెచ్వి కామత్ అన్నారు కానీ బిఆర్ అంబేద్కర్ ఏమన్నారంటే disagreed disagreed and said speaker and deputy speaker are chosen by the house so resignation should should be address to the house వాళ్ళిద్దరు కూడా సభలో సభ్యులు కాబట్టే ఆ రాజీనామాని కూడా సభకే తెలియచేయాలి అని చెప్పి బిఆర్ అంబేద్కర్ గారు ఇక్కడ పేర్కొనడం జరిగింది so they are some of the most important updates with regard to the Indian polity section in the month of April okay next వేరే సెగ్మెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను చూస్తూనే ఉండండి అచీవర్స్ అకాడమీ థ్యాంక్ యూ జై హింద్